ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అలాగే ఇప్పుడు మనం ఎక్కడ ఉంటే గుమ్మలదొడ్డి అనే ఒక గ్రామంలో ఉన్నాం ఇది రాజమండ్రికి సరిగ్గా ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ చాలా సినిమాలు తీశారు అందులో ఒక సినిమా అయిన మన ఊరు పాండవుల గురించి చెప్తాను మీకు ఇది చిరంజీవి గారు రెండో సినిమా అన్నమాట ఈ సినిమా ఇక్కడే తీశారు ఇందులో కృష్ణరాజు గారు లీడ్ రోల్ చేశారు మురళీమోహన్ గారు కూడా యాడ్ చేశారు రావు గోపాలరావు గారు విలన్ గ్రేట్ డైరెక్టర్ బాబు గారు సినిమా బాబు గారు డైరెక్టర్ ఈ సినిమాకి ఒకసారి లొకేషన్ మొత్తం చూద్దాం ఇక్కడే చాలా సినిమాలు తీశారు శారద ఇంకా చాలా సినిమాలు తీశారు ఒకసారి మొత్తం చూద్దాం ఒకసారి లొకేషన్ ఇది హలో ఫ్రెండ్స్ మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి పాత సినిమా లొకేషన్లో ఇంకా చాలా ఉన్నాయి ఈ వీడియో అయిన తర్వాత అవి కూడా చూడండి ఇది చాలా చిన్న కొండ ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు ఈజీగా ఎక్కేయచ్చు ఈ కొండ పేరు సుందరగిరి ఇక్కడ రామాలయం ఉంది అలాగే సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంది ఈ గుడి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో నిర్మించారు ఇక్కడ చాలా సినిమాలు తీశారు ముఖ్యంగా చెప్పాలంటే మన ఊరి పాండవులు అలాగే శారదా సినిమాలు కూడా ఇక్కడే తీశారు ఇప్పుడు మీరు చూస్తున్నది మన ఊరి పాండవుల సినిమా సీన్ ఈ గుడిలో ఒక సీన్ తీసినా ఆ సినిమా హిట్ అవుద్దని చాలామంది డైరెక్టర్లకు సెంటిమెంట్ ఉంది ఇదే గుడిలో పునాదరాళ్ళు పెళ్లి సందడి సిరిసిరి మూవా సినిమాలు కూడా తీశారు చెప్పగలను దేవుడు కొట్టినప్పుడు మీతో చెప్పి కొట్టాను వాకిట నిలిచి నిన్ను ధిక్కరించే పాపాత్మని ఇప్పుడు మీరు చూస్తున్నది శారదా సినిమా సీన్ ఇందులో శారదా సినిమా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వచ్చింది మన ఊరి పాండవుల సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చింది అప్పటికిప్పటికీ గుడి చాలా మారిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వరకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ